hi friends welcome back to our channel హర్క indoor games and stories friends ఈరోజు మనం వినబోయే స్టోరీ ఏంటంటే సింహాపురి రాజ్యానికి దేవదత్తుడు రాజు ఆయనకు సంగీతం అంటే ఇష్టం కానీ తన ఆస్థానంలోని కళాకారుల వల్ల అసంతృప్తి కలిగేది కాదు దీంతో పొరుగు రాజ్యాల నుంచి కళాకారులను పిలిపించి వారితో సంగీత సభలు పెట్టేవాడు ఆలరించిన వారికి భారీగా కానుకలిచ్చేవాడు ఒక్కోసారి సుదూర ప్రాంతాలకు గుర్రంపై వెళ్ళి కచేరీలకు హాజరయ్యేవాడు రోజు తరబడి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది ఇలా రాజ్యాన్ని ప్రజలను వదిలి వెళ్ళడం సబబు కాదని మంచి కాదని కొన్నాళ్లకు దేవదత్తుడికి అనిపించింది సొంత రాజ్యాల్లోనే మంచి కళాకారులు వెతికి పట్టుకుంటే ఈ ప్రయాణాల బాధ తప్పద తప్పుతుందన్న ఆలోచన కలిగింది వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించాడు నెల రోజుల్లోపు రాజుగారు పరవశించపోయేలా చేసిన గాయకులు సంగీత కళాకారులకు తగిన సత్కారంతో పాటు ఆస్థాన కళాకారుడి స్థానం తగ్గుతుందన్న వార్త రాజ్యమంతా పాకింది పోటీల కోసం మరుసటి రోజు నుంచే కోట వద్ద బారులు తీరారు రోజు వందల మంది తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు కానీ మహారాజు సంతృప్తి పడలే పడేలా ఎవరూ పాడలేకపోతున్నారు సంగీతంలో కాస్త నైపుణ్యం ఉన్న సుధాసుడిని మినహా అందరినీ తిరస్కరించాడు దీంతో ఇక ఆ స్థానం నాదేనని సుదాసుడు ఆనందపడ్డాడు తన తనే విజేతనని ఇంకెవరు తనని మించిపోయే సాహసం చేయరని స్వగ్రామానికి ఆనందంగా బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక సుధాంలో ఒక సుమధుర పిల్లన గ్రోవి స్వరం వినిపించి ఆగిపోయాడు వివేకుడు అనే గొర్రెల కాపరి పాటలు పాడుతూ ఎదురుగా రావడం గమనించాడు ఇతడు పోటీలకు వెళ్తే తన ఆస్థాన కళాకారుడి స్థానం ఎగరేసుకో ఎగరేసుకుపోవడం ఖాయమని అసూయ కలిగింది తన దగ్గరికి వెళ్ళి మురళీ గానం చెవులో అమృతం పోసినట్లు ఉందని పొగడ్తలో ముంచెత్తాడు మాటల మధ్యలో తను పోటీల కోసం వెళ్తున్నానని పో కోటకు దారి తెలియట్లేదని వివేకుడు సుధే సుధాసుడితో అన్నాడు మిత్రమా నీ గానం అద్భుతంగా ఉంది పోటీలకు వెళ్తే సత్కారాలు కానుకలు పదవి అన్నీ వర్తిస్తాయి కానీ నువ్వు దారి తప్పి ఈ మార్గానికి వచ్చావు మరో దారిన వెళ్తే కోటకు చేరుకుంటావు అని సుధాసుడు గొర్రెల కాపరికి కోటకు వెళ్తే దారి కాకుండా దారి వెళ్ళే కోటకు వెళ్ళే దారి కాకుండా మరో మార్గానికి చూపించాడు వివేకుడు ఎంత దూరం నడిచినా కోట రాకపోవడంతో నది ఒడ్డున కూర్చుని విల్లన గ్రోవితో స్వరాలు పలికిస్తూ తన తన్మయత్వంలో మునిగిపోయాడు సరిగ్గా అదే సమయానికి మహారాజు ఆ మార్గం గుండా వెళ్తూ గానం విని ఆగిపోయాడు వివేకుడు కాసేపు గానం ఆపి వెంటనే గొంతెత్తి పాడేసరికి దేవదత్తుడు పరుగున వెళ్ళి ప్రశంసల్లో ముంచెత్తాడు అక్కడి నుంచి నేడుగా వివేకుడిని కోటకు తీసుకెళ్ళి మరుసటి రోజు సభలో ఆస్థాన కళాకారుడి పదవి నుంచి సత్కరించాడు దురాశతో వివేకుణ్ణి కోటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు సుదాసుడు పశ్చాత్తపడ్డాడు తనకు పదవి దక్కనందుకు ముందు బాధపడిన వివేకుడే ఆ స్థానానికి అర్హుడని వెళ్ళి అభినందించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి